ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం జీ తెలుగు సీరియల్స్ ఉంటాయి ఒకరోజు కన్నా ముందే ఏ విధంగా చూడాలని ఈరోజు ఈరోజు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ మీకు కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీకు లింక్ అనేది పిన్ చేసి ఉన్నాను కామెంట్ సెక్షన్లో చూడండి డిస్క్రిప్షన్లో ఇవ్వలేదు కాపీ స్ట్రైక్ వల్ల మీరు లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు ఒక బ్రౌజర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది నేనైతే క్రోమ్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ క్రోమ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి క్రోమ్ సెలెక్ట్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు క్రోమ్ బ్రౌజర్లో ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న టెలిగ్రామ్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ నేనైతే ప్లేస్ టెలిగ్రామ్ ప్లేస్ వాడుతున్నాను కాబట్టి టెలిగ్రామ్ ప్లస్లో అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ యాప్ అయితే అప్డేట్ చేసుకోమంది కాబట్టి అప్డేట్ అయితే చేయలేదు కాబట్టి అయితే ఇక్కడ ఛానల్ ఈ విధంగా చూపిస్తుంది జీ తెలుగు సీరియల్స్ అని మీరు సింపుల్గా జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ అనేది ఈరోజు సీరియల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి జనవరి ముప్పై ఒకటి అగ్ని పరీక్ష సీరియల్ ఏ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మిగతా ఒకటే ఎపిసోడ్ పార్ట్ వైజ్గా ఏ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకరోజు కంటే ముందే అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పార్ట్ వన్ ఏ విధంగా అయితే క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్ మీరు ప్లే ఆన్లైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సీరియల్ అయితే ప్లే అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పార్ట్ వైజ్గా విధంగా అయితే ఒక రోజు కన్నా ముందే మీరు సీరియల్